గుంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగికే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ గుట్ట దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటి దగ్గరైనను చేరదీస్తివే బుట్ట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సత్తుకుందివే జిందగీకే అట్ట బొమ్మై జంట దేవుడా ఇంతలో కటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సత్తుకుందివే జిందగీకే అట్ట బొమ్మై దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ గుంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ గుంట దగ్గరై గుట్ట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ గుట్ట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ